ओम श्री मम कोटाग्रे नम या देवी सर्वभूतेषु शक्ति रूपेण नमस्त नमस्त नमस्त नमो नम after two point five hours what do call the Ethiopian flight mister जबमणि Mohan Raj has taken off again from the Baba Ramdev airport of South Africa और some destination country Okay, Shayman Turkamunda Kudukula Dopudi Dhana Kabjakanda. Here it is not 2.5 hours. It is not time, it is distance. Uh, Vishapatnam railway station. Okay. So Shayman Turkamunda Kudukula Dopudi Dhana Kabjakanda. 0.880 marks I got. Okay. What do you call in 10th uh, class mathematics. Okay. So what will be 80 uh, death toll or uh, have an happening event uh, internationally live. Okay, it has to be seen later. Okay, in the media. Shame on Turkamunda Kudukula, Dopudi, Dafana, Kabja, bluffing Kanda. Fight for freedom of Amakotagra. Where are my 500 crore uh, white money? 6,500 crore rupees white money. Okay. Hey, you are wearing spectacles. Is it development of eye or deterioration of your eye? See, they have thrown the book down. Huh? Vishaka. Defense Academy. Okay. This is the brochure of uh, Vizag Defense Academy. What do you call uh, Vasupalli Ganesh Kumar book is lying on the footpath in the bus stand. Huh? So, Sheman Turkamunda Kodukula Dopudi Dahana Kabja Bluffing Kana. let us go and ask them to browse my website, YouTube channel. ఏ భోజనం చేస్తూ సెల్ ఫోన్ చూస్తున్నారా నా ఛానల్ చూడండి అయితే చింతా స్వామి ప్రకాష్ రావు నేను చూపించదా మటన్ చికెన్ తినేస్తున్నారా నేను గుడ్ మానేసి ఎన్నో ఇయర్స్ అయిపోయింది not good for health non veg Chinta Swami Prakash Rao ఏది నేను కొడతాను మైక్ కొడితే ఫాస్ట్ అయిపోతుంది అదే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ కొట్టండి పక్కన గంట వస్తుంది బెల్ కొట్టండి ఆల్ కొట్టండి అందులో అన్ని వినండి ఫస్ట్ వినాలి తర్వాత వింటూ చూడాలి తర్వాత వింటూ చూస్తూ మెసేజెస్ చదవాలి okay right what man this is for mobile phone old two thousand sixteen model what do you do I'm the king of this place సామ్రాట్ కల్ కల్కి avatar the tenth avatar of Mahavishnu fighting for freedom of Amma Kotagra. Amma? Kotagra. Means uh, what do you call uh, constellation Amma Kotagra? Okay, you know what is the constellation? Hmm? For my kingdom. This is British bastard Islamic democracy that was born uh, 2500 years approximately back. You got spectacle. Is it a development or deterioration of your natural life? Natural. Uh, deterioration or development? Uh, so to compensate the deterioration, you are using spectacle. So the education system is uh, wrong in itself. Okay, the system itself is wrong, and we are under slavery, smuggling, robbery, rapist, uh, murders, creators education system. What is the purpose of doing like this? You can go and Fighting, compare to I am telling, government, no? government itself is Turkamunda government. Okay earlier king Muslim kings ఉండేవారు కదా ఆ, ఆంధ్ర డ్రెస్ కోడ్ ఏంటి లంగావాణి కదా సో రాజుల వ్యవస్థ పోయి అది కూడా సనాతన ధర్మ వ్యవస్థ పోయి ఈ దుర్గముండ కొడుకులు పిల్లలు లేకుండా వచ్చారు ట్వెల్వ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ మా కోటలన్నీ కవిష్యం చేసుకున్నారు దట్ ఈజ్ అమ్మ కోట గ్రా okay so first of all the don't know what is what you call Sanatana Dharma and these Islamic fellows are bluffing themselves are Sanatana Dharma fellows ఓకే సో రాజ్యాంగం రాసినాడు కూడా ఒక తురకోడు సాహెబ్ ఓకేనా దాసు అంబేద్కర్ వాడు వాడు సాహెబ్ వాడు ఇస్లామిక్ సాహెబ్ అవును Islam is a Islamic person బాంటు పెళ్ళాలు లేకుండా వచ్చారు వీళ్ళు ట్వెల్వ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కోటలన్నీ కలిసి చేస్తున్నారు రాజస్థాన్ లో కూడా ఒక తెలుగు ప్లేస్ ఉంది that is called Kota Kota Kota Kota అంటే ఏంటి కోట రాజుల కోటలు అనమాట సో అది కూడా తెలుగు ప్రదేశం వాళ్ళు ఇస్లాం హిందీ ఉర్దూలో కిలా అంటారు ఇంగ్లీష్ లో ఫోర్త్ అంటారు సో అంటే రాజస్థాన్ లో కోట ప్రదేశం కూడా మన ఆంధ్ర అనమాట సో చెప్తున్నా ఫ్రీడమ్ కి మహాశివుడు వస్తే గంగాదేవి జనరంగము స్థలముకు వస్తే వస్తుంది ఆ బాక్స్ దాంతో నాకు ఎలిమిన మైనింగ్ మాఫియా ఫోనే two thousand sixteen old model ఈ కంపెనీ వాడు కూడా బ్లాక్మెయిల్ చేస్తాడు మోదీ గారిని నేను ఇది నేను వేసుకున్నాను కదా డ్రెస్ పైన టాప్ రాజకీయ నాయకుల ఉత్తర భారతదేశంలో ఇస్లామిక్ ఇండియాలో డ్రెస్ కోడ్ నేను ఇప్పుడు ఆయనలాగా నీలాగా షర్టు ప్యాంట్ వేసుకోవడం మానేశానంట దేశ దోపిడీ పని చేయడం మానేశానంట నాకు పిఎఫ్ పిఎఫ్డబ్ల్యూ ఇవ్వరంట లంచ కొడుకు మొత్తం ప్యాంట్ షర్ట్ వెదవులు ఓకేనా దేశ దోపిడీ నా పెళ్ళం డిఫాల్ట్ పెళ్ళం భూదేవిని చంపుతున్నారు పాయింట్ చేస్తున్నారు వరదల్లో ఉన్నారు ప్రజలు అక్కర్లేదు వీళ్ళకి ఓకేనా వాడికి డీజిల్ డబ్బు పెట్రోల్ డబ్బు అల్యూమినియం మైనింగ్ మాఫే డబ్బులు కోటీశ్వర్లకు కావాలి ఆ దోపిడీ దొంగల వ్యవస్థ మెయింటైన్ చేయాలి ఆ మెయింటైన్ చేయడానికి మనుషులు కావాలి కదా ఆ డ్రైవర్లు ఆ కండక్టర్లు వీటి గురించి ఇప్పుడు మొన్న డ్రైవర్ మటర్ అయిపోయింది కదా ఎంఈపీ కాలేజీలోని పేపర్లో వచ్చింది అదనమాట so fight for freedom of అమ్మ కోటాగర్ get out of all this addictions and demand resignation of corona resignation hand over nation అన్న అప్పుడు వైరస్ కి కరోనా ఓడి పెట్టి నాటకాలు ఇస్తున్నాడు దొంగ నాకు ఇవ్వాల్సింది ఐదు వందల కోట్లు మాయావతి బ్లాక్ మనీ నీ ప్యాంట్ కలర్ సాక్షిగా ఆయన షూస్ కలర్ సాక్షిగా నీ జుట్టు కలర్ సాక్షిగా ఐదు వందల కోట్లు ఇవ్వాలి నాకు ఇప్పుడు వచ్చి పైసా ఇవ్వలే తరిగేసి మా అమ్మ నాన్న పేరు నా పేరు టూ ఏ ఫోర్ సైజ్ రాయడం మొదలు పెడితే టూ పేజెస్ పడుతుంది ఓకే సో అంత లాంగ్ ఉంటుంది నా పేరు బై మై క్వాలిఫికేషన్ ఓకే సో రియల్ సింపుల్ గా కల్కి అవతారం సింతా స్వామి ప్రకాష్ రావు కోటా నాయుడు త్యాగి ధర్మశ్రీ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ త్యాగం చేశాను కాబట్టి నా పేరులో త్యాగి పెట్టుకున్నా చీఫ్ మినిస్టర్ వీరభద్ర సింగ్ నా మంత్రంతో లేపేశాను కాబట్టి వీరా పెట్టుకున్నాను అలాగనమాట ఉత్తరాఖండ్ ఉత్తరాంచల్ చీఫ్ మినిస్టర్ ఉండేవాడు వీరభద్ర సింగ్ అని ఆడ నా మంత్రానికి తెచ్చాడు మిల్కా సింగ్ తెచ్చాడు బోల్డ్ మంత్రాలు ఉన్నాయిలే ఓకే నా ఒక సెకండ్ వాల్యూ నాలుగు వందల కోట్లు ట్వంటీ ట్వంటీలో దాంతో తుర్క షర్మిల దగ్గర ఇప్పుడు కొద్దిగా కేసీఆర్ దగ్గర పాదయాత్ర చేస్తుంది నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లు నా ఒక సెకండ్ వాల్యూతో వాడు వాడు కూడా తొరకూడే హైబ్రిడ్ ఓకేనా సో దట్ ఈస్ ఆ రెండు కూడా అన్ఎవాల్డ్ ఫాయిల్డ్ రిలీజన్ ఓకే వాళ్ళని కూడా చంపేశారు నేక్లెస్ కొట్టి జీజస్ క్రైస్ట్ చంపేశారు అప్పుడు గొప్ప వాళ్ళు ఆ మొహమ్మద్ ప్రవక్తను కూడా విషం పెట్టేసి చంపేశారు ఫుడ్లో ఆడు ఫిఫ్టీన్ డేస్ తర్వాత వచ్చాడు నేను షోడశ రసాగ్ని ఒక లిపి శాస్త్రం తయారు చేశాను zero to nine plus A to F మొత్తం అన్ని symbols actual zero to nine spoiled symbols మన తెలుగు నంబర్ డిజిట్స్ వేరేగా ఉంటాయి అవి అవన్నీ యాక్చువల్ యోగాసనాలు ఈ తుర్క ముండా కొడుకులు క్రిస్టియన్ ముండా కొడుకులు పాడు చేసేస్తారు వాటి అప్పుడు నేను జీరో టు ఫిఫ్టీన్ వరకు టోటల్గా తయారు చేస్తాను నా అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ అన్నీ ఉన్నాయి నా యూట్యూబ్లో ఉంటుంది ఛానల్లో ఓకే చింతా స్వామి ప్రకాష్ రావు ఉందా టచ్ ఫోన్ ఓపెన్ చేసి అంటే అందరికీ రీచ్ అన్ని ముందు నా వీడియోలు అన్నీ చూసేయండి నాలుగు వందల వీడియోలు ఎన్నో ఉంటాయి ఓకే చింతా స్వామి ప్రకాష్ రావు మిల్కర్ సింగ్ ఏం చేశాడు వాడు కూడా తొరకోడే కదా వాడు పంజాబీ అవును పంజాబీ అంటే తొరకోడలే పంజాబీ అంటే పంజాబీ అంటే గురు గోవింద్ సింగ్ కాదు కాలేజీలు ఇవన్నీ దొంగల బళ్ళు స్కూలు కాలేజీలు యూనివర్సిటీలు అది రైట్ అండి ఓకే వాడు గొల్లపూడి మారుతీరావు అని ఉండేవాడు ఓకేనా నేనే ఇప్పుడు ఫుల్ అనాథను ఫైట్ చేస్తున్నాను ఇంకా స్వాతంత్రం కోసం మా రాజ్యం గురించి మీరు వేసే ఓటు నా మర్డర్ అయిపోయిన నా బామ్మర్దిని మా అమ్మని మా నాన్నని బతికించి తేగలదా మీరు వేసుకున్న dress churidar Afghanistan Pathan Patel police academy తురకోలు డ్రెస్ మీ డ్రెస్ తయారవడానికి ఎంతోమంది అమ్మాయిలు రేపు అయిపోయారు మర్డర్ అయిపోయారు ఆంధ్ర డ్రెస్ కూడా ఏంటి లంగవాణి కదా ఇన్స్టాగ్రామ్లో నా ఫోటో ఉంటుంది చూడు ఒకటి ఓకే రాజుల డ్రెస్ అప్పుడు బాహుబలి సినిమాకి డబ్బులు ఇస్తారు ఓకేనా so stop attending the schools and colleges next year డబ్బులు కూడా కట్టద్దు ఇప్పుడు కొద్దిగా కేసీఆర్ గారి దగ్గర ఎలక్షన్ ఉంది ఆడెవడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రిజైన్ చేస్తాడంట మళ్ళీ ఎవడు ఆడు జాంగీర్ వించి రాహుల్ గాంధీ గారు పాదయాత్రకు సూటబుల్గా సో అక్కడ మునుగోడ్ అని ఉంది మన అంతా వెళ్ళి అక్కడ చెప్పుకుందాం కొద్దిగా కేసీఆర్ నీ వల్ల నాకు ఉద్యోగం రాలేదు మా తండ్రిని మటర్ చేసావు శాంసంగ్ ముప్పై నాలుగు వేల కోట్లు మా నాన్న murder case Karbonn mobile touch mobiles touch mobile Karbonn ఇలా బటన్ ఫోను శాంసంగ్ రెండు దొంగిలించారు అటాక్ చేసి మా గాంధీ ముగ్గురు కోతుల్ని పంపించి అదే ముగ్గురు కోతులు ఎవరు మోదీ షా బాబా గాంధీ ఫామ్లా తుర్కోల్ ఫామ్లా సో ఇవన్నీ వేస్ట్ చదువులన్నీ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాగ్రా ఓకే మీ ఇంటి ఇప్పుడు నా వీడియో ఓపెన్ చేశారనుకో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది ఇంగ్లీష్లో ఆ రైట్ సైడ్లో డౌన్ యారో ఉంటుంది అది క్లిక్ చేస్తే జైల్ రోడ్ బ్రాంచ్ నెంబర్ వస్తుంది అందులోకి మీ ఇంటి పనులు అన్ని ఎక్కడ ఏ గుళ్ళో డబ్బులు వేసినా పనిచేయవు అందరూ పేమెంట్స్ అన్నీ నా దాంట్లో కట్టండి అప్పుడు అందరూ డబ్బులు నాకు వేస్తున్నారు దేవుడికి మరి దేవుడు ఎలా ఏ ఏ ఫార్ములాతో ప్రజలకు ఇవ్వాలా నా ఫార్ములాతో మోదీ గారు ప్రధానమంత్రి అయ్యాడు మరి నన్ను రాష్ట్రపతిని చేయాలా నీకంటే ఇంకా ఫెయిర్ గర్ల్ అమ్మాయి ఓకే ఇప్పుడు ఆ అమ్మాయి పెరిగిపోయి తీస్తారు ప్రొఫైల్ లింక్డ్ ఇన్లోంచి ఓకేనా ఆ అమ్మాయి చుట్టాలు ధైర్యం చేయాలి పెళ్లి చేసుకోవడానికి ఓకేనా అప్పుడు వన్ నైంటీ టూ చిల్డ్రన్ చచ్చిపోయారు బీహార్లో నితీష్ కుమార్ మోదీ ఆ, రామ్నాథ్ కోవింద్ స్కామ్కి ఇంకా గాయత్రి అనే అమ్మాయికి వన్ ఎంత ఫార్టీ నైన్ చిల్డ్రన్ చచ్చిపోయారు సర్వానంద్ సోనోవాల్ అస్సాం దగ్గర జపనీస్ ఎన్సైక్లైటిస్ అనే వ్యాధి అప్పుడు దాని మీద నేను చిన్న కవిత్వం రాశా మోదీ గారికి అగేన్స్ట్గా आपका विकास का बकवास आपका विकास का बकवास सुन सुन कर दिमाग फूल कर गोभी की तरह जापानीज एंसाइक्लोपीडिया आकर बच्चे मर गए जिन्होंने आपका पैसा खाया आपकी मीटिंग में అలా కవిత్వాలతో ఆడిని ఓడించా టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ ముందు ఓకేనా ఏంటి తొమ్మిది రాష్ట్రాల్లో ఓడించా ఓకే